రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చున్నారు దాని తర్వాత కమర్మియా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు దాని తర్వాత దామోదర్ అన్న దామోదర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ కుప్పర్పల్లి ఇప్పుడు వారి భార్యని ఎంపిటీసి దాని తర్వాత స్వామి జనార్దన్ గారు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు ప్రధానంగా మనకు రబీ సీజన్ మొదలైంది మనకు వానాకాలం సెప్టెంబర్ ముప్పైతో ముగుస్తుంది ఎప్పుడు కూడా దాని తర్వాత అక్టోబర్ వరకు దాదాపుగా కోతలన్నీ అయిపోతాయి నవంబర్ పదిహేను వరకు మన కోతలైపోయి గింజలన్నీ కూడా ధాన్యం మన సింగిల్ విండో ద్వారా కానీ మహిళా సంఘాల ద్వారా కానీ గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి ఆ కొనుగోలు కేంద్రాల్లో మనం అమ్ముకోవడానికి రైతులు మనం ప్రయత్నం చేస్తాం తర్వాత రెండో పంటకు అందరూ సన్నద్ధమవుతూ ఉన్నారు కానీ ఈనాటి కూడా ప్రభుత్వం ఐఏబీ మీటింగ్ కండక్ట్ చేయలేదు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అంటారు గతంలో మేము ఉన్నప్పుడేమో ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు అనేవాళ్ళు ఐడిబి అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు అంటారు ఐఏబీ మీటింగ్ ప్రతి ఖరీఫ్ ముందు ఈ సమావేశం జరుగుతుంది జిల్లాలో ఉండేటువంటి అందరూ ప్రజాప్రతినిధులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ సభ్యులు ఎంపీపీలు దాని తర్వాత కలెక్టర్ గారు మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ కలిసి కూర్చొని మనం ఏ డేట్ నుంచి నీళ్ళు ఇవ్వాలి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి ఏ డిస్ట్రిబ్యూటర్ కింద ఎన్ని ఎకరాలు రైతులు వేసుకోమని చెప్పాలి ఏ పంట వేసుకోవని చెప్పాలి వ్యవసాయ శాఖ అధికారులు ఈ సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు గతంలో కానీ ఈనాటికి కూడా మనకు రైతులు నీళ్ళు వస్తాయి అనేటువంటి ఆశతో ఎందుకంటే ఈసారి వర్షాకాలంలో చాలా పెద్ద వర్షాలు పడ్డాయి ప్రతి చెరువు ప్రతి కుంట ప్రతి నది ఉప్పొంగి పారింది కాబట్టి ఇక రిజర్వేర్స్ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇస్తారు మాకు అనేటువంటి ఆశతో తుకాలు కొంతమంది పోసుకుంటా ఉన్నారు కొంతమంది అనుమానపడతా ఉన్నారు ఇంకా నేను పోయినసారి సొంతంగా వ్యవసాయం చేస్తే కలవకుడికి లిఫ్టింగ్ చేసిన కింద నలభై ఎనిమిది ఎకరాల పంట ఒక నెల పదిహేను రోజులు మాత్రమే నీకు వారినాయి రెండో పంట రెండో పంట సడన్గా శ్రీశైలంలో నీళ్లు లేవు ఈ నీళ్ళని కనుక మనం లిఫ్ట్ చేస్తే రేపు ఎండాకాలంలో తాగడానికి నీళ్లు ఉండవు మేము ఇవ్వలేము అనేటువంటి మాట చెప్పి చల్లగా ప్రభుత్వం జారుకుంది కారణం ఏం ఏమని కొంచెం ప్రేమ కానీ పూర్తిగా వృధా అయిపోయినాయి నలభై ఎనిమిది ఎకరాల పంట నా పంట ఒక్క గింజ ఇంటికి రాలేదు ఊళ్ళో అందరి పరిస్థితి అంతే ఆ శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు లేవని కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఒకవేళ మొదలే కనుక మేము నీళ్ళు ఇవ్వమని చెప్తే మేము ఆ పక్క ఫోన్ కూడా పోకుండా ఉండేటువంటి వాళ్ళం మా పెట్టుబడి మిగులుతుండే మా శ్రమ మిగులుతుండే కానీ నీళ్ళు ఇస్తామని చెప్పి ఒక నెల నెల తర్వాత నీళ్ళు ఆపేయడం వల్ల పంటలన్నీ ఎండిపోయినాయి ఈరోజు కూడా ఒక్క మాట ప్రభుత్వం చెప్పడం లేదు నీళ్ళు ఇస్తామా ఇవ్వమని నేను నిన్న ఫిబ్రవరిలో నేను సొంతంగా ఎస్సీ ఆఫీస్కి పోయినా ఎవరు అందుబాటులో లేరు దాని తర్వాత ఈరోజు కూడా కలవకుర్తిలో ఉండేటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఈలతో ఎస్సీలతో మాట్లాడా సిఈ గారేమో నేను వనపర్తిలోనే వారు ఉంటారని నాకు చెప్పినారు వారి ఆఫీసు ఫిబ్రవరిలో ఉండే గతంలో ఇప్పుడు వనపర్తికి మార్చినారని వారితో కూడా మాట్లాడితే ఇంతవరకు డేట్ అయితే ఫిక్స్ కాలేదు సార్ అన్నమాట వారు చెప్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం చాలా దారుణం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది రైతుల పట్ల గతంలో మేము కొట్లాడి ఈ ఐడిబి మీటింగ్ కావాలి ఇప్పుడేమో ఐఏబీ మీటింగ్ అంటున్నారు ఐడిబి మీటింగ్ కావాలి మా వాదనంతా మేము వినిపించే వాళ్ళం అవసరం పడితే కోట్లాడ కూడా సిద్ధమయ్యే వాళ్ళం రైతుల తరఫున కానీ ఈరోజు అడగడానికి కూడా ఎవరు సిద్ధపడతలేరు ఆ ప్రకారంగా ఐడిబి మీటింగు ఎంత తొందరగా వీలైతే తొందరగా పిలవాలి లేకపోతే మాత్రం సిఈ ఆఫీసు ఎస్సీ ఆఫీసు ఇటు రాజీవ్ భీమా కానీ లేకపోతే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకపోతే జూరాల కానీ అవసరమైతే సిఈ ఆఫీస్ వనపడుతున్న ఉంది వనపడితే ఆఫీస్ ముందు సిఈ ఆఫీసు దిగ్బంధం చేస్తా ఉన్నటువంటి మాట నేను మనం చేస్తూ ఉన్నాను ఇక రైతులతో మీరు ఆటలు ఆడుకోవద్దు ఒక్క రైతు అందించినంత మాత్రాన మీ పని పూర్తి కాలేదు రైతుకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలి సకాలంలో ఇవ్వాలి పండిత్ నెహ్రూ లాంటి మహానుభావుడు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి అన్నాడు anything can wait but not agriculture అనేటువంటి మాట ఈ ప్రపంచంలో ఏదైనా అవుతుంది ఏ పనైనా అవుతుంది కానీ వ్యవసాయం మాత్రం ఆగదు ఒక నిర్ణయం దాని తర్వాత మనకు ఉండేటువంటి ఫస్ట్ లిఫ్ట్ కానీ అవన్నీ ఆయనే ప్రారంభోత్సవం చేసే మూడో లిఫ్ట్ మాత్రమే దరికూడిపోవడం వల్ల వారు ప్రారంభం చేయలేకపోయినారు అందుకని ఇలా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమీ రాలేదు ఇలా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయంటే ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కాదు అది వాస్తవం కాదు ప్రాజెక్టులన్నీ రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేసినవే వారు చనిపోయే నాటికి ఎనభై శాతం పనులు పూర్తయినాయి తర్వాత ఈ ప్రభుత్వం ఈ అంటే రెండు వేల పద్నాలుగు వరకు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వ తొంభై శాతం పనులు పూర్తయినాయి తర్వాత ఏదో కొద్ద గొప్ప నేను దానికి టూత్ పాలిష్ మాదిరిగా కొన్ని చిన్న చిన్న పనులు చేసి నీళ్ళు ఇచ్చి మొత్తం నీళ్ళు ఇచ్చినామంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు మనకు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కూడా మంజూరు ఇచ్చినారు జూరాల సోర్స్గా దాన్ని ఏదో సాధిస్తానని కేసీఆర్ గారు శ్రీశైలం ప్రాజెక్టు సోర్స్గా దాన్ని బ్యాక్వర్డ్ సోర్స్గా తీసుకుని పోయినాడు ఈనాటికి ఒక్క ఎకరాకు నీళ్ళు రాలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీళ్ళు రాలేదు మన దగ్గర ఏదో రిజర్వాయర్ ఉంది ఏదో రిజర్వాయర్ కింద ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చినారో చెప్పమని చెప్పండి ఒక్క ఎకరా నీళ్ళు ఇచ్చినారని చెప్పమని చెప్పండి రైతుల భూములన్నీ పోయినాయి ముంపు గురైపోయినాయి నీళ్లు నింపలేదు నీళ్లు ఒక ఎక్కువ ఒక్క ఎకరా కూడా నీళ్ళు రాలేదు అదే మాదిరిగా కరివేన అదే మాదిరిగా ముందుండేటువంటి రిజర్వాయర్లు ఎక్కడ కూడా నీళ్ళు రాలేదు అందుకని అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపకల్పన చేయబడినటువంటి ప్రాజెక్టే ఈ ప్రభుత్వ హయాంలో వనపర్తి నియోజకవర్గానికి ఈ ఒక గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అది ఆలస్యం దరి కూలిపోవడం వల్ల ఆలస్యమైంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దరి ఎట్లా ఎట్లా కట్టాలి అనే దానికి కూడా రెండు సంవత్సరాలు తీసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంక్రీట్ వేసి ఆ దరి మూసి నీళ్ళిచ్చినటువంటి సందర్భం మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం దాని తర్వాత ఇంకొక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి ఎన్నికలప్పుడు ఆయన బాలమూరు జిల్లా చాలా కరువుతో బాధపడుతున్నటువంటి జిల్లా నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు కరువు ఉంటే ఒక సంవత్సరం వర్షాలు పడేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆయన ఆయన అంటే దాదాపు పది సంవత్సరాలు పరిపాలన చేస్తే ఒక సంవత్సరం తక్కువ ఏడు సంవత్సరాలు కరువుతో బాధపడ్డాం మనం ఏడు సంవత్సరాలు నాకుండేటువంటి మామిడి తోట పంతొమ్మిది ఎకరాల మామిడి తోట బోర్లు కూడా అంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా నీళ్ళు సరిపోక తోటంతా ఎండిపోయినారు ఇలా కేవలం ఒక యాభై అరవై చెట్లు మాత్రం మిగిలినాయి చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని ఆ రోజు వర్షాలు లేవు ఆ రోజు అటువంటి సందర్భంలో ఏ ఎన్నిక రాని అసెంబ్లీ ఎన్నిక రాని పార్లమెంట్ ముఖ్య పదవులలో ఉన్నారు మళ్ళీ వనపర్తి నియోజకవర్గంలో ఎక్కడ ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వాలని కలవపర్తి కింద ఆ రోజు లేదనేటువంటి మాటని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇచ్చే విధంగా మనకు ఆ రోజు డిపిఆర్ తయారు కాలేదు వనపర్తి ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా మన వనపర్తిని ఆ రోజు పూర్తిగా విస్మరిస్తే మన ఇద్దరు పెద్ద నాయకులు ఒక్కరు కూడా నోరింపలే ఒక్కరు కూడా నోరింపలే ఎందుకు మా ఏరియాకి అన్యాయం చేస్తారు మాకు నీళ్లు న్యాయంగా రావాలి భూమి ఆకర్షణతో నీళ్ళు వస్తాయి షిఫ్ట్ అవసరం లేదు అనే మాట చెప్పడానికి కూడా సాధించలేదు అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాత రెండు వేల నాలుగులో చెవులో దొర్రిగ మాదిరిగా నేను ప్రతి మీటింగ్లో కూడా ప్రతి చోట కూడా అన్న మా ప్రాంతానికి తెలుగుదేశం వాళ్ళు అన్యాయం చేశారు అన్యాయం చేశారు కక్షతో చేశారు నీళ్ళు ఇవ్వలేదు ఈ చుట్టూ నీళ్లు ఓ పక్కనే గ్రీన్ రంగు కనపడుతుంది ఓ పక్కనే ఆరెంజ్ రంగు కనపడుతుంది ఓ పక్కన ఎల్లో రంగు కనపడుతూ ఉంది మధ్యలో వనపర్తి నియోజకవర్గం మాత్రమే తెల్లగా కనపడుతుంది మీరు నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలని ప్రతిసారి చెప్పి చెప్పి చెప్పి చెప్పి ఆఖరికి మనకు బుద్ధారం రిజర్వాయరు ఘనపురం రిజర్వాయరు రెండు రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసినటువంటి ప్రాజెక్టే తప్ప ఇంకోటి కాదనేటువంటి మాటలు మనం చెప్తున్నాను ఈరోజు చెప్పమని చెప్పండి ఈ వ్యవసాయ శాఖ మాత్రల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వనపర్తి ఏరియాకు కలగుర్తి నుంచి నీళ్ళు ఇవ్వడానికి డిపిఆర్లో ఆ రోజు మేము చేర్పించినామని చెప్పండి చేర్పించకపోయినప్పుడు ఎందుకు నోరు ఇప్పలేదు చెప్పమని చెప్పండి ఏదో పెద్ద మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే నీళ్ళు వస్తున్నాయి అనే మాట చెప్తున్నాడు నేను రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఈ రెండు ప్రాజెక్టులు కనుక ఈ రెండు రిజర్వాలు కనుక చేయకపోయితే ఇక నీళ్ళ అవకాశం లేకుండా అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను కేవలం ఇరవై ఐదు టీఎంసీల అలాట్మెంట్ ఉండేటువంటి కలవగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి నలభై టీఎంసీలు అయితే ఎందుకంటే నా పైన దిష్టిమమ్మల దగ్గర పెట్టినారు కలగుర్తి దగ్గర మాకు వచ్చే నీళ్ళు చిన్నారెడ్డి అక్రమంగా తీసుకొని పోతా ఉన్నాడు మాకు చివరికి నీళ్లు రావు అనేటప్పుడు నేను కేసీఆర్ దగ్గరికి నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పోయి సార్ వాళ్ళ వాళ్ళ నిందలు నేను పడాల్సిన నాకు అవసరం లేదు నీళ్ళు ఉన్నాయి శ్రీశైలం రిజర్వాయర్లో మీరు ఇరవై ఐదు నుంచి నలభై చేయండి నాలుగు లక్షల ఎకరాలకు నలభై టీఎంసీలు సరిపోతాయని చెప్తే ఆ ప్రతిపాదన ఆయన దగ్గర ఆ మాదిరిగానే ఉండే అనేటువంటి మాట కూడా మీతో మనం ఇటువంటి మాట మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎవరైనా బతుకున్నాక ఎమ్మెల్యే పేరు ఒక చెరువు కట్ట రాసుకున్నారా ఈ ప్రాంతంలో వరపర్తిలో సిగ్గుచేటి ఇవన్నీ కూడా నేను చెప్తున్నా కదా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఇలా గతంలో ఎన్నో రోడ్డు వైడింగ్ చూసినాం హైదరాబాద్లో చూసాం మహబూబ్నగర్లో చూసాం చాలా చోట్ల చూసాం దేవాలయాలు వదిలిపెట్టినారు మజీదులు వదిలిపెట్టినారు దర్గాలు వదిలిపెట్టినారు చర్చిలు వదిలిపెట్టినారు వనపర్తిలో అదేదో కట్టె పట్టుకొని తుపాకీ పట్టుకొని ఏది ఉండడానికి వీలు లేదు మేము తీసేస్తామంటే మీ తాత జాగిరా అయింది మీకు ఐదేళ్ళ ఓట్లు వేసినారంటే ఇలా ఉంటారు రేపు పోతారు కానీ వనపర్తిలో ఉండే దేవాలయాలు కొన్ని వందల సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాయి వాటి పవిత్రత ఆ చర్చిలు కానీ దేవాలయాలు కానీ మసీదులు కానీ దర్గాలు కానీ తీసే అధికారులు ఇచ్చినారు మీకు ఈరోజు మీరు నాగార్జున సాగర్ ఏదైతే నాగార్జున సాగర్ చివరస్తా నుంచి మీకు రోడ్డు పోతారు నాగార్జున సాగర్కు ఆడ దేవాలయం దేవాలయం ముందు అంటే ముందు కాంపౌండ్ వాళ్ళు రోడ్డు పైకి వచ్చినారు కానీ ఒక్క డిస్టర్బ్ చేయలేదు ఈరోజు బషీర్బాగ్లో మీకు నడి రోడ్డు మధ్యలో ఆడ మాతాజీ ఆలయం ఉంది ఈరోజు సంతోష్ నగర్ నా కళ్ళ ముందే నేను చూస్తున్నప్పుడే నేను నివాసం ఉండేవా ఉండేవాడిని ఒకప్పుడు సంతోష్ నగర్లో ఆడ దేవాలయం వచ్చే దాని పక్కన ఇంకో మస్జిద్ కూడా వచ్చాయి ఈనాడు కూడా దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఈడ పురాతనమైనటువంటి రామాలయం పనుల గురించి పదవుల గురించి డబ్బుల గురించి దేవాలయాన్ని కూడా తీసివేయడానికి కొంతమంది నాయకులు వెనకాడడం లేదు పూర్తిగా తొత్తులుగా మారినారు ఈరోజు అలాంటి పవిత్రతను ఈరోజు గాలి పొదేసినారు నాయకులు అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నారు తప్పకుండా భగవంతుడు మిమ్మల్ని వదిలిపెట్టడు మీకు తప్పకుండా శిక్ష పడుతుంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను ఈ మధ్యనే చెప్పిన ఎవరినైతే మీరు దౌర్జన్యంగా అక్కడ ఉండి కాంపౌండ్ కానీ ఇల్లు కానీ కూలగొడతా ఉన్నారు నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరికీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేపు ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా